hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం సెప్టెంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి మనం ఆల్రెడీ కిందటి నెలల్లో తెలంగాణలో కొత్తగా పదమూడు మండలాలను ఏర్పాటు చేశారన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం సో ఆ పదమూడు మండలాలకు గాను అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అయిందండి అంటే క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది కాబట్టి ఇది మళ్ళీ న్యూస్లో నిలిచింది నేను ఈ కరెంట్ అఫేర్స్ చెప్పే సమయానికల్లా తెలంగాణ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిందండి సో తెలంగాణ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఈ యొక్క కొత్త మండలాలని అడిగండి సో ఆ కొత్త మండలాలు ఏ జిల్లాల్లో ఉన్నాయన్న విషయాన్ని దయచేసి మీరు నోట్ చేసుకోవాలి తొమ్మిది జిల్లాల్లో దాదాపు పదమూడు కొత్త మండలాలను ఏర్పాటు చేసుకున్నాం ఆ తొమ్మిది జిల్లాలు ఏంటివంటే నిజామాబాద్లో అల్ ఆలూర్ దొంకేశ్వర్ మరియు సాలూర్ అనే మూడు కొత్త మండలాలు కామారెడ్డిలో దొంగిలి ఒకే నిజామాబా నిజాంపేట్ సంగారెడ్డి జిల్లా తుద్యాల్ వికారాబాద్ జిల్లా అలానే నారాయణపేట్ జిల్లాలో గుండుమల్ మరియు కొత్తపల్లె మహబూబ్ నగర్ మహబూబాబాద్ జిల్లాలో సిరోలే నల్గొండలో గట్టుప్పల్ అలానే మహబూబ్ నగర్లో కౌకుంట్ల అనే విలేజ్ అలానే జగిత్యాలలో ఎండపల్లి మరియు భీమారం అనే ఈ పదమూడు మండలాలను మాత్రం మీరు గుర్తుపెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి అందుకొరకు ఇంతకుముందు నెలలో కూడా నేను మీకు ఇదే మ్యాప్ ప్రొవైడ్ చేశాను I hope you will note down this map ఈ కొత్త పదమూడు మండలాల తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మండలాల సంఖ్య ఎంతకు పెరిగిందంటే ఆరు వందల ఏడుకు పెరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so next important current affair ఏంటంటే అండి ఎగ్జిబిషన్ సొసైటీకి మళ్ళీ అధ్యక్షుడిగా మన తెలంగాణ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిని ఎన్నుకోబడ్డారండి ఇది రెండవసారి ఉపాధ్యక్షుడిగా అశ్విన్ మార్గం గారిని ఎన్నుకోబడ్డారు సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఎగ్జిబిషన్ సొసైటీకి రెండవసారి మళ్ళీ ఎన్నికైనటువంటి మంత్రి ఎవరు అంటే హరీష్ రావు గారి పేరు గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ యొక్క మంత్లో రైతు బీమా కూడా న్యూస్లో నిలిచిందండి ఓకే రైతు బీమాని తరచుగా మనం న్యూస్లో చూసినందుకు గాను నేను స్కీమ్స్ని కూడా మీ కరెంట్ అఫైర్స్లో ఇంక్లూడ్ చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి you once go through this Rythu Bima scheme రైతు బీమా స్కీమ్ ఏదైతే ఉందో అండి రైతులు ఒకవేళ అర్ధాంతరంగా అంటే అన్నోయింగ్లీ ఒక రైతు మరణించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనేది అన్యాయం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేస్తుందని ఆ రైతు పైన ఆ రైతు చనిపోయిన పది రోజుల్లోపు ఆ రైతు యొక్క నామినీకి అంటే వారి పిల్లలు భార్యకి వారి అకౌంట్లో డైరెక్ట్గా ఐదు లక్షల రూపాయలు పడిపోతాయండి అదే ఈ రైతు బీమా స్కీమ్ అనమాట ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రైతు బీమా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశామండి ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ యొక్క రైతు బీమా స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఈ రైతు బీమా యొక్క స్కీమ్లో బెనిఫిషరీ కావాలంటే ఆ వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలుకొని యాభై తొమ్మిది సంవత్సరాల లోపైన వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందన్నమాట okay so it's also called Rythu Bandhu farm group life insurance scheme అని కూడా మనం పిలుస్తామన్నమాట సో బెనిఫిషియరీ ఏజ్ ఎంత అండి eighteen to fifty nine years ఖచ్చితంగా తెలంగాణ వాసై ఉండాలి ఓకే మరణం ఏ విధంగా అయినా కావచ్చు అది న్యాచురల్ డెత్ వల్ల అయినా కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ పది రోజుల్లోపు ఆ రైతు ఖాతాలో జమ అవుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రీమియం ప్రీమియం ఏదైతే ఉంటుందో all whole or all whole అంటే మొత్తం ప్రీమియం కూడా ఎవరు భరిస్తారంటే స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది రైతు దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు పూర్తి ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే life insurance corporation of India LIC సంస్థ ఈ యొక్క రైతు బీమా అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి అలానే ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి తెలంగాణ యొక్క నాబార్డ్ సిజిఎంగా ఓకే చీఫ్ జనరల్ మేనేజర్గా సుశీల చింతల గారు ఇటీవల కాలంలో నియమితులయ్యారు so please note then down ఇటీవల కాలంలో తెలంగాణ నాబార్డ్కి చీఫ్ జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యాలంటే సుశీల చింతల గారి పేరు గుర్తుపెట్టుకోవాలి సుశీల చింతల గారండి నాబార్డ్లో దాదాపు ఇరవై సంవత్సరాల పైచిల్పు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వీరు ఇంతకుముందు నా కిసాన్ అనే finance limited a subsidiary of నాబార్డ్లో కూడా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay with over thirty five years of experience అండి వీరికి thirty five years of experience ఉంది నాబార్డ్లో ఎందుకంటే నాబార్డ్ అనే సంస్థ ఎంత ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్టేట్కి కోట నాబార్డ్ నుంచే వస్తుంది కాబట్టి సో వీరి యొక్క అపాయింట్మెంట్ అనేది ఎంతగానో important so if you want to note down any other extra information దానికి సంబంధించినటువంటి ప్రతి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని నేను ఈ స్లైడ్స్లో ప్రొవైడ్ చేస్తానండి you can pass them and write them anything which is needed for explanation explanation కావాల్సినటువంటి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను okay so next important current affair from Telangana is Telangana నుంచి ఒక పద్దెనిమిదేళ్ల యువకుడు అండి మౌంట్ ఎల్బూర్జ్ని కేవలం ఆరు రోజుల్లోనే అధిరోహించారండి వారి పేరు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో మలావత్ పూర్ణ గారు ఎవరండి మలావత్ పూర్ణ అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ని అధిహోరి అధిరోహించినటువంటి మలావత్ పూర్ణ గారు సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ని అచీవ్ చేశారని ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం ఆ క్వశ్చన్ ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో కూడా వచ్చింది సో అలా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎగ్జామినేషన్స్లో వీరి పేరు అడిగే అవకాశం ఉంటుంది తెలంగాణ నుంచి టీనేజర్ అయినటువంటి ఏ వ్యక్తి మౌంట్ ఎల్బుర్జ్ అనే మౌంటైన్ని అధిరోహించారంటే వారి పేరు వచ్చేసి బుక్య యశ్వంత్ బుక్య యశ్వంత్ గారు రష్యాలో ఉన్నటువంటి మౌంట్ ఎల్బుజ్ని కేవలం ఆరు రోజుల్లోనే అధిరోహించారండి ఈ యొక్క మౌంట్ ఎల్బుజ్ యొక్క ఎత్తు వచ్చేసి ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్లుగా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి మరి బుక్య యశ్వంత్ నాయక్ గారి యొక్క ప్లేస్ ఎక్కడ అంటే హోమ్ టౌన్ ఎక్కడ అంటే మెరిపేడ మండల్ మహబూబాబాద్ ఎక్కడ అండి మెరిపేడ మండల్ మహబూబాబాద్గా మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలంగాణలో కట్ నిర్మిస్తున్నటువంటి కొత్త సెక్రటేరియట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్గా నామకరణం చేశారండి this is very very important సింపుల్గా అడగవచ్చు మన సెక్రటేరియట్ యొక్క పేరు ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని మనం పెట్టుకున్నామని నోట్ చేసుకోవచ్చు ఇదే కాకుండా క్యాబినెట్ వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని మన రాష్ట్ర క్యాబినెట్ వారు ఏంటంటే కొత్తగా నిర్మిస్తున్నటువంటి పార్లమెంట్ భవనానికి పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలనేసి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక నోటీ అంటే ఒక రిక్వెస్ట్ని జారీ చేశారు కేంద్ర ప్రభుత్వానికి సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో కొత్త తెలంగాణ సెక్రటేరియట్ యొక్క పేరు ఎవరి ద్వారా ఉందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి తెలంగాణ యొక్క టీ హబ్ ఇటీవల కాలంలో ఎవరితో ఎంఓయూ జరుపుకుంది అంటే Indo French chamber of commerce and industry ఎవరితో అండి Indo French French chamber of commerce and industry వారితో ఎంఓయూ జరుపుకుంది దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క Indo French chamber of commerce యొక్క ఎంఓయూ వలన మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ ముఖ్యంగా మన తెలంగాణ ఓకే మన బేసికలీ మన తెలంగాణలో ఉన్నటువంటి టీ హబ్ కింద ఉన్నటువంటి స్టార్టప్స్ అన్నిటికీ కూడా ఫ్రెంచ్లో కూడా స్థానం దక్కే అవకాశం ఉంటుందన్నమాట ఎక్కడండి ఫ్రాన్స్లో లేదా ఫ్రెంచ్లో స్థానం దక్కే అవకాశం ఎంతగానో ఉంటుంది okay so regarding all the extra information I have provided here ఇది వన్ ఇయర్ అగ్రిమెంట్ అండి this acts as a gateway for Indian and French based technology driven startups to scale globally and strength innovation ecosystem in both countries okay so అక్కడ ఫ్రెంచ్ కంట్రీలో ఉన్నటువంటి స్టార్టప్స్ భారతదేశానికి రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్స్ ఫ్రెంచ్కి కూడా వెళ్ళవచ్చు తద్వారా ఇద్దరికి కూడా లాభపడే అవకాశం ఉంటుంది Indo French chamber of commerce and industry also launch its Hyderabad chapter at T hub ఏంటండి ఫ్రెంచ్ వారు సైతం మన తెలంగాణలో ఉన్నటువంటి టీ హబ్లో వారి యొక్క చాప్టర్ లేదా సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్ని సైతం ఏర్పాటు చేసుకున్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so next important current affair అండి ఇటీవల కాలంలో బియాండ్ విజువల్ రేంజ్ అంటే కంటికి కనిపించినంత దూరంలో మెడిసిన్ సప్లై చేసిందండి మన తెలంగాణ వారు అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సప్లై చేశామంటే నిజామాబాద్ నుంచి నిర్మల్కి ఇంత దూరంలో దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం వరకు మనం ఇలా డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్స్ని సెండ్ మన విషయం మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి మెడిసిన్స్ ఫ్రమ్ స్కై ఏంటండి మెడిసిన్ ఫ్రమ్ స్కై అనే ఒక ఈవెంట్ని మనం కండక్ట్ చేస్తున్నాం అనే విషయం కూడా మీకు తెలుసు సో ఈ under this medicines from sky అనే ప్రాజెక్ట్ కింద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సప్లై చేశామండి మెడిసిన్స్ నిజామాబాద్ నుంచి మొదలుకొని నిర్మల్ వరకు దాదాపు ఇరవై డెబ్బై కిలోమీటర్ల దూరం వరకు దీన్ని మనం సెండ్ చేశామన్న విషయాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇటీవల కాలంలో బియాండ్ విజువల్ రేంజ్ పంపాం అంటే కంటికి కనిపించినంత దూరం పంపాము అంటే నిజామాబాద్ నుంచి నిర్మల్ మధ్యలో ఈ మెడిసిన్స్ అనేటివి జరిగాయి తెలంగాణ వారు ఆల్రెడీ చెప్పాను కదండి మెడిసిన్స్ ఫర్ స్కై అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు తద్వారా పల్లెటూర్లలో కూడా నిత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అలానే ట్రాఫిక్ జామ్స్లో కానీ ఇరుక్కున్నప్పుడు కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ సప్లై అనేది పాసిబుల్ అయ్యేందుకు గాను ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చామన్నమాట so Telangana became first state చూడండి ఇది చాలా important Telangana became first state in the country to embark beyond visual line of sight flights to deliver comprehensive vaccines which was launched as medicines from sky project in Vikarabad medicines from sky ప్రాజెక్ట్ని ఎక్కడ లాంచ్ చేశారండి మిమ్మల్ని రేపు క్వశ్చన్ అడగవచ్చు దాన్ని మనం వికారాబాద్లో లాంచ్ చేశామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్కి నీతి ఆయోగ్ సైతం మనకి సపోర్ట్ పలికిందండి this was done in collaboration with World Economic Forum NITI Aayog Health Net Global and Telangana government very important so next important current affair అంటే తెలంగాణకి మనము నేషనల్ లిబరేషన్ డేని జరుపుకున్నామండి తెలంగాణలో ఏంటండి నేషనల్ లిబరేషన్ డే దీనినే కేంద్ర ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎలా జరుపుకున్నారంటే Hyderabad Hyderabad integration day okay so కేంద్ర ప్రభుత్వం వారు సెప్టెంబర్ పదిహేడుని హైదరాబాద్ ఇంటిగ్రేషన్ డేగా పల్ వాళ్ళు డిక్లేర్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం వారు దానిని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా పేరు మార్చి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి ఎందుకు సెప్టెంబర్ పదిహేనునే అంటే మనందరికీ తెలుసండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో ద్వారా మన నిజాం ద కింద ఉన్నటువంటి హైదరాబాద్ రాజ్యాన్ని హైదరాబాద్ రాజ్యాన్ని మన భారత భూభాగంలో మనం కలిపాం కాబట్టి ఆ రోజుని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా జరుపుకోవాలని చెప్పేసి క్యాబినెట్ వారు నిర్ణయం తీసుకున్నారండి ఆ క్యాబినెట్ నిర్ణయాల్లో ఇంకో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి అసలు సెప్టెంబర్ సెవెంటీన్త్న ఇంకే ఈవెంట్స్ అయ్యాయో కూడా మనం తెలుసుకుందాం okay so Telangana government decided to celebrate seventeenth September as a a డేగా సెలబ్రేట్ చేసుకుందామన్నారండి Telangana national integration day okay national integration day అయితే సెంట్రల్ గవర్నమెంట్ దాని పేరేం పెట్టారండి Hyderabad accession day Hyderabad accession day okay హైదరాబాద్ని మనం భారతదేశంలో కలిపిన దినోత్సవంగా వాళ్ళు పలికితే లేదు లేదు మేము భారత భూభాగంలో ఇంటిగ్రేట్ అయినామని మనం చెప్తున్నామన్నమాట ఓకే సో దాని గురించి హిస్టరీ ఆల్రెడీ మీకు చెప్పాను ఓకే సో అదే కాకుండా ఆ రోజు సెలబ్రేషన్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతాయని చెప్పేసి క్యాబినెట్ వారు నిర్ణయం తీసుకున్నారు ఓకే ఇందులో భాగంగా మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్ జరుగుతాయండి పదిహేడవ రోజున అందరూ కూడా నేషనల్ ఫ్లాగ్ని పబ్లిక్ గార్డెన్స్లో పబ్లిక్ ఆఫీసెస్లో హోస్ట్ చేస్తారు అలానే మనం మన తెలంగాణకి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా ఉంటే వారిని కూడా గౌరవించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించుకున్నారు ఇదే సెప్టెంబర్ పదిహేడున మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు ఆదివాసీ భవన్ మరియు బంజారా భవన్ ఈ రెండు ఎక్స్క్లూజివ్లీ షెడ్యూల్ ట్రైబ్స్ కొరకు నిర్మించినటువంటి ఈ భవనాలను కూడా ఇనాగురేట్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి one is Banjara Adivasi Bhavan very very important అక్కడ మనం గుస్సాడి వంటి డ్యాన్స్ ఫామ్స్ కూడా మనం చూడగలిగాం సో నెక్స్ట్ క్యాబినెట్ వారు ఇదే నిర్ణయాల్లో ఇంకా ఇంపార్టెంట్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు very very important here I'm saying you please note them down Dalit Bandhu అనే స్కీమ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి దళిత బంధు అనే స్కీమ్ మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి K Rao garu pilot project చొప్పున హుజురాబాద్లో స్టార్ట్ చేశారన్న విషయం మనకు తెలుసు హుజురాబాద్ ఓకే ముందుగా అయితే వాసాల మర్రిలో ఇది లాంచ్ అండి మర్రి వారి దత్తత గ్రామమైనటువంటి మర్రిలో స్టార్ట్ అయినటువంటి ఈ Dalit Bandhu scheme ten lakh rupees grant ఇస్తుందండి ఏమిస్తుందండి పది లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తుంది ఆ యొక్క స్కీమ్ కింద ఏం చెప్పారండి రాష్ట్ర ప్రభుత్వం వారంటే ప్రతి నియోజకవర్గంలో వంద మంది ఎంత మెంబర్స్కి ఇస్తామన్నారండి హండ్రెడ్ మెంబర్ బెనిఫిషరీస్ ఎవరైతే స్కెడ్యూల్ షెడ్యూల్ క్యాస్ట్కి చెందినటువంటి వారు ఉంటారో వారికి వంద మందికి ఒక్కో నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు అయితే ఈ వంద అనే సంఖ్య చాలా తక్కువగా ఉందని చూసి ఆ యొక్క సంఖ్యని ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఈ యొక్క దళిత బంధు అనే స్కీమ్ అమలవుతుందని చెప్పేసి మన రాష్ట్ర క్యాబినెట్ వారు నిర్ణయం తీసుకున్నారనమాట very important so Dalit Bandhu scheme ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత నుంచి ఎంతకు పెంచారు అంటే వంద నుంచి ఐదు వందలకు పెంచారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి అలానే కో ఆప్షన్ మెంబర్స్ అనే మెంబర్స్ ఉంటారండి ప్రతి మున్సిపాలిటీల్లో ఈ కో ఆప్షన్ మెంబర్స్ అనేవారు ఎలక్షన్ పద్ధతులు కాకుండా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ పద్ధతిలో ఎన్నుకోబడతారు ఓకే ఇండైరెక్ట్ పద్ధతిలో ఎన్నుకోబడతారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో ఈ యొక్క కోఆప్టెడ్ మెంబర్స్ యొక్క సంఖ్యని ఐదు నుంచి పదికి పెంచారు అయితే జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఐదుగురు కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటే వారి సంఖ్యని పదిహేడు పదిహేనుకు పెంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేయాలి very very important coopt members జిహెచ్ఎంసీలో ఎంత నుంచి ఎంతకు పెంచారని మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో అడగొచ్చు లేదా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఐదు నుంచి పదికి పెంచారు జిహెచ్ఎంసీలో అంటే ఓకే అది తప్పు అవుతుంది ఎందుకంటే అది ఐదు నుంచి పదిహేనుకు పెంచారన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇతర మున్సిపాలిటీలో అయితే ఐదు నుంచి పది జిహెచ్ఎంసీలో అయితే ఐదు నుంచి పదిహేను సంఖ్యకి పెంచడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేయాలి next other important cabinet decisions వచ్చేసండి తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ కాలేజ్ని uh, లేదా ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీని ఫారెస్ట్ యూనివర్సిటీగా మార్చారనే విషయం మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చూసాం ఎన్వైర్న్మెంట్లో నేను మీతో మాట్లాడాను okay if not just go back and see that అలానే నల్గొండలో ఉన్నటువంటి పూర్వపు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా నదిపైన కృష్ణా నదిపైన ఉన్నటువంటి సుంకిసాల ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ నగరానికి నీరు అనేది పంపిణీ చేసేందుకు గాను దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ అప్రూవ్ చేశారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి సో సుంకిశాల ప్రాజెక్ట్ ఏ నదిపైన అండి కృష్ణా నదిపైన ఉందన్న విషయాన్ని దయచేసి మీరు నోట్ చేసుకోవాలి very very important okay if you are feeling I'm speed you can just pause it and note down all the important points okay next important current affair అండి తెలంగాణ పరంగా చూసినట్టయితే మన మున్సిపాలిటీ శాఖ మంత్రి అయినటువంటి కే రా కె తారక రామారావు గారు ఆరోగ్య చేవెళ్ళ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారండి ఓకే ఏ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారండి ఆరోగ్య చేవెళ్ళ ఈ ఆరోగ్య చేవెళ్ళ అనే ప్రోగ్రామ్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ యొక్క ఎంపీ అయినటువంటి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేశారండి ఆరోగ్య చేవెళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని తగ్గించడం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ డయాబెటీస్ క్యాన్సర్ వంటి రోగాలని నిర్ నిర్మూలించడం జనాల్లో లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఈ యొక్క ఆరోగ్య చేవెళ్ళ అనే ప్రోగ్రాం ఈ యొక్క ఆరోగ్య చేవెళ్ళ అనే ప్రోగ్రామ్ని మన ఎంపీ ఎవరు స్టార్ట్ చేశారండి MP G Ranjith Reddy Chevella constituency వారు వీరు మొబైల్ మొబైల్ మెడికల్ క్లినిక్స్ ద్వారా ఈ యొక్క సర్వీసెస్ అందిస్తూ వస్తున్నారండి ఎలా అండి మొబైల్ ఎవరి ఇంటికి వారి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వారికి స్క్రీనింగ్ చేస్తారండి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పైన అంటే ఒక సగటు వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉందా డయాబెటీస్ ఉందా ఓరల్ బ్రెస్ట్ లేదా సర్వికల్ క్యాన్సర్ వంటి ఏమైనా వ్యాధులు ఉన్నాయా ఒకవేళ వాటి మీద అవగాహన క్రియేట్ చేయడం వాటి మీద ఒకవేళ ఒక వ్యక్తికి ఇటువంటి వ్యాధులు ఉంటే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలో అటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నామన్నమాట సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఆరోగ్య చేవెళ్ళ అనే project national program for prevention of cancer diabetes cardiovascular disease and strokes కింద ఇది నిర్వహిస్తున్నారు బెనిఫిషరీస్ ఒక వయసు వచ్చేసి ముప్పై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అందరికీ ఈ యొక్క బెనిఫిషరీ అనేది వర్తిస్తుందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి సింపుల్గా గుర్తుపెట్టుకోనండి ఆరోగ్య చేవల దేనికి సంబంధించిందంటే నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ మీద అవగాహన కొరకు దీన్ని లాంచ్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so extra points I have given here my friends ఇక్కడ మీరు పాస్ చేసుకొని రాసుకోగలరు okay so next important current affair from Telangana okay that is last but not least Medak జిల్లాకి మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ అనేది లాంచ్ అయిందండి మెదక్ జిల్లాకి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఒక ప్యాసింజర్ ట్రైన్ లేకుండే అంటే జిల్లా మొత్తానికి కాదండి మెదక్ సిటీకి ప్యాసింజర్ ట్రైన్ అనేది ఇప్పటి వరకు లేదండి సో ఎప్పుడైతే ఎప్పుడైతే మనకి మెదక్ దగ్గర ఉన్నటువంటి అక్కం అక్కన్పేట్ ప్రాంతానికి రైల్వే లైన్ వచ్చిందో అక్కడి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెదక్కి ఈ లైన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీని ఎక్స్టెన్షన్ కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాకపోయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం వారు చొరవ తీసుకొని దీనికి పూర్తి ఫండింగ్ అనేది ఇచ్చారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay so write this down first passenger train to be flagged off from Medak on September twenty three so సింపుల్గా ఇవ్వచ్చండి ఇటీవల కాలంలో ప్యాసింజర్ ట్రైన్ మొట్టమొదటిసారిగా ఏ జిల్లా వాసులకి దక్కింది అంటే అది మెదక్కి దక్కింది మెదక్కి ఇంతకుముందు రైల్వే స్టేషన్ ఉన్నా కూడా అక్కడ కేవలం గూడ్స్ బండ్లే ఉండేటివండి ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ కూడా వారికి అందుబాటులోకి వచ్చాయన్నమాట ఓకే సౌత్ సెంట్రల్ రైల్వే వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ మెదక్ రైల్వే స్టేషన్కి మనం ఈ ఫెసిలిటీస్ అప్పజెప్పాం okay so these are all some important points okay ఇది దాదాపు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న తర్వాత వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఓకే సో దానికి అయినటువంటి ఖర్చు దాదాపు ఒక వంద పదిహేడు కోట్లు వెరీ ఇంపార్టెంట్ దీంట్లో అయినటువంటి ఖర్చులో వన్ థర్డ్ ఆఫ్ ద పూర్తి కా ప్రాజెక్టు కాస్ట్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఎంత అండి వన్ థర్డ్ వన్ థర్డ్ యొక్క పూర్తి కాస్ట్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది ఓకే ఎప్పుడైతే నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ లైన్ మెదక్ దరిదాపుల్లోకి వెళ్తుందని గమనించారో అప్పుడు ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారండి ఓకే ఈ యొక్క పూర్తి ప్యాసింజర్ ట్రైన్ లైన్లో మూడు స్టాప్స్ ఉంటాయి త్రీ స్టాప్స్ అనేటివి ప్లాన్ చేశారు అందులో ఒకటి వచ్చేసి మెదక్ కాగా మిగతా వచ్చేసి లక్షంపూర్ మరియు షంపూర్ అన్న విషయాలని మీరు నోట్ చేసుకోవాలి very very important current affair I just move once again so that you can pause the video and note down all the important points about this train journey okay so friends ఇంతటితో మనం తెలంగాణ మంత్లీ కరెంట్ అఫైర్స్ని ముగిస్తూ I hope you have noted down all the important points but నేను ఒక్కసారి మీతో రివిజన్ చేయిస్తాను నోట్ దెమ్ డౌన్ మెదక్కి తన యొక్క మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ దక్కింది అది నోట్ చేసుకోవాలి ఓకే అలానే ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మళ్ళీ శ్రీ హరీష్ రావు గారు ఎన్నికయ్యారు తెలంగాణలో పదమూడు కొత్త మండలాలు తొమ్మిది జిల్లాల్లో వచ్చాయి ఆ తొమ్మిది జిల్లాలు ఏంటివేంటివి నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ మరియు జగిత్యాల ఓకే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి మండలాల సంఖ్య ఏంటి అంటే ఆరు వందల ఏడు అలానే తెలంగాణలో రైతు బంధు అనే రైతు బంధు లేదా రైతు బీమా అనే స్కీమ్స్ రెండు ఉన్నాయి ఇందులో రైతు బీమా అనే స్కీమ్ గురించి మనం మాట్లాడుకున్నాం రైతు బీమా అనే స్కీమ్లో బెనిఫిషరీస్ వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉండాలి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తాము దీని ఇచ్చేటటువంటి సంస్థ ఏది అంటే ఎల్ఐసి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ జరుపుకుంది ఈ రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉంటుందో పూర్తి అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అలానే నాబార్డ్ తెలంగాణ నాబార్డ్కి చీఫ్ జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారంటే సుశీల చింతల గారు నియమితులయ్యారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి అలానే సెప్టెంబర్ పదిహేనుని రాష్ట్ర ప్రభుత్వం వారు నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారన్న విషయాన్ని అలానే అదే రోజు బంజారా ఆదివాసీ భవన్ని లాంచ్ చేశారన్న విషయాన్ని అలానే ఆరోగ్య చేవెళ్ళ అనే కాన్సెప్ట్ దేనికి సంబంధించిందండి నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్కి సంబంధించింది కేబినెట్ వారు ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటండి దళిత బంధు బెనిఫిషరీస్ ప్రతి నియోజకవర్గంలో ఇంతకుముందు వంద మందికి మాత్రమే ఎస్సీలకు ఇచ్చేవారు షెడ్యూల్ క్యాస్ట్ వారికి ప్రస్తుతం దాని సంఖ్యని ఐదు వందలకి పెంచారన్న విషయం కోఆప్ట్ మెంబర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో మరియు జిహెచ్ఎంసీస్లో ఉన్నటువంటి కోఆప్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జిహెచ్ఎంసీలో అయితే ఐదు నుంచి పదిహేను మెంబర్ మెంబర్స్కి ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఓకే ఇతర కార్పొరేషన్స్లో ఐదు నుంచి పదికి ఇంక్రీజ్ చేయాలని తెలంగాణ నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు కలిగినటువంటి బుక్య యశ్వంత్ నాయక్ గారు కేవలం ఆరు రోజుల్లోనే రష్యాలో ఉన్నటువంటి మౌంట్ ఎల్బూస్ని అధిరోహించారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి వీరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు అలానే తెలంగాణ యొక్క సెక్రటేరియట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నామకరణం చేసిన విషయం నిర్మల్ నుంచి నిజామాబాద్ నుంచి నిర్మల్కి under medicine from sky project కింద beyond visual range medicine delivery జరిగిందన్న విషయాన్ని అలానే టీ హబ్ వారు Indo French chamber of commerce and ఇండస్ట్రీస్తో జరిగినటువంటి ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి I hope you are enjoying our classes my friends thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you